లిసన్ టు మై పెయిన్ నన్నే నేను నన్నే నేను నన్నే నేను నన్నే నేను నన్నే నేను నన్నే నేను మోసం చేసుకున్నాను నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రేమించావో తెలీదు గాని మోసం మాత్రం చేసావే ప్రేమను నాలో దూరం పెట్టి ద్వేషం నాలో నింపావే అందరితో నా ఉండే వాడిని ఒంటరి వాడిని అయ్యానే బుల్లెల్లాగా దూసుకుపోతా ఆపేవాడు లేడులే నన్నే నేను నన్నే నేను నన్నే నేను నన్నే నేను నా నువ్వే నువ్వు అని నేనే అనుకుంటే నా ప్రపంచమే నువ్వు అని నేనే ఫీల్ అయితే చీకటిలో నా నెట్టేశావు దుఃఖంలో నా నింపేశావు ప్రాణం మొత్తం తీసేశావు అన్నీ నీ వల్లే వద్దన్నా నీ వెంటే నేను తిరిగాను చాలని అలసైపోయానా దూరం పెట్టేశా కరువైపోయానా ప్రాణం తీసేశా నన్ను You rich academic cause I'm middle class Now I'm traveling the G class So many girls are falling on my back Cause I'm a millionaire Don't ever try to teach me the lesson Cause I'm a professor, you are the student Don't ever try to pull me down Cause I will not stay on the ground My attitude, my success They are on my veins I don't give a shit Cause I know how to balance the life Lunch in London, dinner in Paris 24 by 7, party in the club Hold up, hold up, what did you say? Don't behave like it, you're still stuck in the past. Baby, we are in a generation where we have to prove ourselves that we are not wrong. Kids like you always take it like, I'm not kid, I'm just living legend. My every lyric touches your heart, cause I'm an insane writer. Your husband wait for me autograph, cause I'm a popular, popular, popular, yeah, yeah. I'm just upgraded. You expire. नाम तो याद है ना स्वरूप है स्पीड